బంగాళదుంప బంగాళదుంప బాగున్నావా సింక్ సీర కట్టుకొని సినిమాకి వెళ్ళావా సినిమాలోని శ్రీకృష్ణుడి కన్ను కొట్టాడు బయటకొచ్చి బాలకృష్ణ ముద్దు పెట్టాడు బుర్రు పెట్ట బుర్రు పెట్ట తుర్రుమన్నది పడమటింటి కాపురం చెయ్యనన్నది అత్తిచ్చిన కొత్త సీర కట్టనన్నది మామిచ్చిది మల్లె మొగలు ముడనన్నది కదా మూతి కాలి బాధ అమ్మ వచ్చి చూసే నడ్డి వెరగొట్టే మైండ్ బ్లోయింగ్ అండ్ బిలీవబుల్ రికార్డులు తిరిగేస్తుంది అమ్మ బాబాయ్ మూజుక్క మైసో పిచ్చెకించారు ఇది చాలా చాలా హైయెస్ట్ ఇది బడాయి పిల్లి లడాయికెళ్ళి మిడతను చంపి ఉడత అన్నది ఉడతను చంపి ఉడుమన్నది ఎలుకను చంపి ఏనుగన్నది సింహం తానని పొంగిన పిల్లి కుక్కను చూచి ఒకటే పరుగు ఖతం బాయ్ బాయ్ టాటా గుడ్ బాయ్ గయా హాయ్ మిత్రులారా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే నా వీడియోస్ రెగ్యులర్గా చూడాలి అనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి